you యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి మరి ఒక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎస్సయ్య ప్రభ నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి తండ్రి నువ్వు మా మధ్యలో ఉండి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఎవరైతే యొక్క వాక్యాన్ని యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారినితో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నువ్వే తోడేంటి నడిపించండి పరిశుద్ధాత్మదేవ నీ కృపను అనుగ్రహించండి తండ్రి ఎస్సయ్య ప్రభని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా తండ్రి మాలో ధైర్యాన్ని పుట్టించండి నమ్మకాన్ని కలిగించండి తండ్రి ప్రభ ఆది నుంచి అంతం వరకు నీ నామాన్ని మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి నువ్వే తోడేంటి నడిపించగలరని నజరడన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ వారం మన వాక్య ప్రసంగ అంశము కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం దేవ నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది దేవ నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఈరోజు మన వాక్య ప్రసంగ అంశము దేవుడు నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు దేవుడు నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు తలంపులు అంటే ఏంటి అండి ఒకరి గురించి వేరొకరు ఆలోచిస్తూ ఉంటారు ఒకరి గురించి కొంతమంది చెడుగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఇంటిలో చిన్న బిడ్డలు ఉంటే ఇంటిలో కొంతమంది చిన్న బిడ్డలు ఉన్నట్లయితే ఇంటిలో వారి గురించి వారు ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు నేను నా బిడ్డని ఈ విధంగా చదివించాలి నా బిడ్డను నేను ఈ విధంగా చూసుకోవాలి నా బిడ్డ ఇలా ఉండాలి అని వారి గురించి తల్లిదండ్రులు ఎంతో గొప్ప తలంపులు కలిగి ఎంతో గొప్పగా ఆ యొక్క తలంపు తలంపులని ఆ యొక్క ఆలోచనలు నెరవేర్చడానికి వారి గురించి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు కానీ దేవుడు చెప్తున్న మాట పిం తల్లి ఈ లోక తల్లిదండ్రులు నిన్ను చూడక ముందే పిండమునై ఉండగా దేవుడు మన నిన్ను నన్ను కన్నులతో తన కన్నులతో చూచి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క తలంపులు ఇంకా గొప్పవిగా ఉంటాయి మన యొక్క తల్లిదండ్రులు తలచే తలంపులు ఈ లోకానుసారమైన తలంపులు ఏ విధంగా ఉంటాయంటే మన యొక్క జ్ఞానం బట్టి మన యొక్క చదువుని బట్టి మన యొక్క సంపదను బట్టి ఉంటాయి కానీ దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులు మనకు ఊహ ఊహకు అందనివి మనం ఊహించనివి దేవుడు నేను ఈ స్థితిలో ఉంటానా అని కూడా మనకు ఊహకు అందనివి అంత గొప్ప తలంపులు మన దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడండి యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చూచినట్లయితే ఆకాశము భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గములు మా నా మార్గముల కంటే మీ తలంపులు నా తం తలంపుల కంటే అంత గొప్పవిగా ఉన్నవని దేవుడు సెలవిస్తున్నాడు అంత గొప్ప తలంపులు దేవుడు కలిగి ఉన్నాడండి మనం అనుకుంటా ఉంటాం దేవుడు నిజంగా నన్ను చూస్తూ ఉన్నాడా నన్ను నన్ను పట్టించుకుంటున్నాడా ఎందుకు ఈ శ్రమల్లో తెలుసుకెళ్తున్నాడు ఎందుకు ఈ బాధల్లో తీసుకెళ్తున్నాడు నేను దేవుడిని నమ్మినా కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్న మాట మన దేవుడు సర్వశక్తిమంతుడమైన దేవుడు నీతో చెప్తున్న మాట నీ ఎడల నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను నువ్వు నాకు ఎంతో శ్రేష్టమైన దానవు నన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపరచనన్న దేవుడు నన్ను నమ్ముకున్న వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని సెలవిచ్చిన దేవుడు నీ ఎడల గొప్ప తలంపులు కనిగొన్నారు నీ కోసమే లోకానికి వచ్చిన దేవుడు నీ కోసమే తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఆయన ఎంత గొప్పగా నువ్వు నశించి పోకూడదని నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఇంత ఇంకా ఎంత గొప్ప తలంపులు కలిగి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి దేవుడు నిన్ను వదిలివేసే దేవుడు కాదు ఎంత గొప్ప తలంపులు కలిగి ఉంటారో ఉన్నారో ఒక్కసారి ఆలోచించి ఆయన నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారని నమ్మి ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు సాగు మనం దేవుడు ఏ విధంగా మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు ఆ గొప్ప తలంపులకు మనం లోబడితే ఆ గొప్ప తలంపులు ఆ పరిస్థితులు గుండా గొప్ప తలంపులు ఎలా మనకు తెలియచేయబడతాయో ఈరోజు మనం మూడు విషయాల ద్వారా దేవుని యొక్క గొప్ప తలంపుల్లో ఉన్న విలువను మనం నేర్చుకుందామండి మనం ఈరోజు వాక్య ప్రసంగ అంశము దేవుడు మన ఎడల గొప్ప తలంపులను కలిగి ఉన్నారు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం కీర్తనకారుడు చెప్తున్న పాట ప్రభా నువ్వు మా ఎడల కలిగి ఉన్న తలంపులు నాకు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది దేవుడు మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు మొట్టమొదటిగా నీ ఊహకు కూడా అందని తలంపలను దేవుడు నీ ఎడల కలిగి ఉన్నారు నువ్వు నమ్ముతున్నావా అండి నీ ఊహకు కూడా నేను ఈ స్థితిలో ఉంటానా నేను ఈ స్థితిలో ఉన్నానా అని నీ ఊహకు నేను ఈ స్థితిలో ఉంటానా నా దేవుడు నన్ను ఆ స్థితికి తీసుకెళ్తాడా అని నీ ఊహకు అందని తలంపలను దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు మొదటి సమయల్ గంధం పదహారో అధ్యాయం చూచినట్లయితే అక్కడ సమయలతో దేవుడు చెప్తున్న మాట నీ కొమ్మును తైలంతో నింపుకొని అక్కడ యషయా కొమ్ము కుమారులు ఉంటారు వారిని నేను అభిషేకిస్తాను రాజుగా ఇస్రాయల్కి సల్ ఇస్రాయల్కి ప్రతిగా నేను రాజుగా నేను ఇస్రాయల్కి రాజుగా ఎన్నుకుంటాను నువ్వు వెళ్ళి వారిని అభిషేకించమని చెప్పినప్పుడు మొట్టమొదటిగా యశ్యా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు యశ్యా వాళ్ళ యొక్క కుమారులందరినీ యశ్యా లైన్లో నిలబెట్టినప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా ఎలియాబును ఎలియాబును ఎస్ఐ పరిచయం చేస్తాడు సమూయలకి అక్కడ పరిచయం చేసినప్పుడు దే సమూయలు అనుకుంటాడు నిజంగా ఇతనేనేమో దేవుడు దేవుడు అభిషేకించబడిన రాజు ఇస్రాయిల్ కొరకు అభిషేకించబడబోతున్న రాజు ఇతనేనేమో అని అనుకుంటున్నప్పుడు సమూహలతో దేవుడు ఒక మాట చెప్తాడు నువ్వు మనుషుల యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టు మనుషుల యొక్క పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు నీవు అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టకము ఏహో మనుషులు లక్ష్య పెట్టు వారిని మనుషులు ఏదైతే ఇది ఇది తన క్వాలిఫికేషను ఇది తను తను హై ఎత్తుగా ఉన్నాడు ఉన్నాడు తను బలశాలి తను అందంగా ఉన్నాడని ఎలా అయితే అనుకుంటూ ఉంటారో మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని యహోవా లక్ష్య పెట్టడు అని సమయాలకి జ్ఞాపకం చేసి నేను ఎన్నుకోబడు ఎన్నుకోబోతున్న రాజు ఇతను కాదు అని చెప్పి ఉన్నారు అక్కడ చెప్పి ఉన్నారు మన నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను ఇతను కాదు రాజు నేను ఎన్నుకోపోయే రాజు ఇస్రాయల్కు రాజుగా ఎన్నుకోబోయే వ్యక్తి ఇతను కాదు అని సమయంలోకి ఉన్నాడు రెండవసారిగా అబిదాబును యొక్క యశ్య ఎదురుగా ప్రవేశపెట్టినప్పుడు యశ్య చూచినప్పుడు ఇతనేనేమో రాజు అనుకున్నప్పుడు నేను నేను వెన్నుకొనలేదు అని చెప్పారు మూడవదిగా షమ్మాను యశ్య యొక్క కుమారుల షమ్మాను ఎదురుగా నిలబెట్టినప్పుడు ఇతనేనేమో రాజు అంటే నేను ఇతనిని ఎన్నుకొనలేదు లేదు ఇతను కాదు అని చెప్పి ఉన్నారు అక్కడ మనము చూచినట్లయితే అక్కడ ఇష్యాన్ని సమూహలు అడుగుతారు ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ సమయాలు చెప్ అడుగుతున్నప్పుడు ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారని చెప్పినప్పుడు యష్యా చెప్తున్న మాట మా కడవరి కుమారుడు ఉన్నారు వాడు గొర్రెలను కాచుకొనుచున్నాడు మా కడవరి మా చివరి కుమారుడు ఉన్నాడు వారు గొర్రెలను కాచుకొనుచున్నారు చూచారా అండి ఒక ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు ఒక ప్రవక్త వచ్చినప్పుడు మిగతా కుమారులందరూ ఉన్నారు కానీ వాళ్ళ తండ్రి నువ్వు చివరి వాడివి కదరా నువ్వు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళు దేవుడు నిన్ను ఎన్నుకోడేమో అని పంపించి వేశాడు అక్కడున్న వాళ్ళందరూ ఇతరుల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి ఎవరిని ఎన్నుకున్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ కానీ దేవుడి దృష్టి ఎవరి మీద పడిందో చూడండి దేవుని కృప ఎవరి మీద ఉందో చూడండి అప్పుడు సమయంలో చెప్తూ ఉన్నాడు అతన్ని పిలువ వెళ్ళి పిలుచుకొని రండి అతని వచ్చే వరకు నేను ఇక్కడనే కూర్చొని ఉంటానని చెప్పినప్పుడు వెంటనే అతను వచ్చినప్పుడు ఆ యొక్క దావీదు ఆ యొక్క యశ సమూహలు ఎదుట వచ్చినప్పుడు వెంటనే దేవుని ఆత్మ సమయాలతో ఇతనే నేను ఎన్నుకొనబోతున్నాను ఇతనే నేను ఒక రాజుగా ఎన్నుకొనబోతున్నానని చెప్పినప్పుడు వెంటనే తన తైలం తన కొమ్ములో తెచ్చుకున్న తైలంతో దావీదును అభిషేకించగా అప్పటి నుంచి దావీదు బలమైన ఆత్మ కలిగి జ యొక్క ఇస్రాయలకు సేవ చేస్తూ ఉన్నాడు చూసారండి అక్కడ ఇంటి వారికి ఒక దావిదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నారు ఇంటి వారికి విలువలేని వ్యక్తిగా ఒక తక్కువ వ్యక్తిగా చిన్నవాడివి కదా నువ్వు గొర్రెలు కాసుకుంటా ఉండు అని చూచాడు కానీ మనుషుడు పైరు పని లక్ష్య పెడతాడు మనుషుడు ఒక ఆస్తిని లక్ష్య పెడతాడు మనుషుడు ఒక ఒక అంతస్తును లక్ష్య పెడతాడు మనుషుడు ఒక అందాన్ని లక్ష్య పెడతాడు మనుషుడు నీ యొక్క క్వాలిఫికేషన్ లక్ష్య పెడతాడు కానీ దేవుడికి నీ హృదయం కావాలి దేవుడి కృప చూడండి వాళ్ళు ఆ యొక్క సమూహలు బలిని అర్పించినప్పుడు కూడా దావీదు అక్కడ లేరు ప్రతి ఒక్క కుమారుడు యశ్య యొక్క ప్రతి కుమారుడు అక్కడ ఉన్నారు కానీ తన కుమారుడైన దావీదు అక్కడ లేరు కానీ దేవుడు పం దేవుడు చిత్తంలో ఉన్న దావీదు ఎన్నిక లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరు వెన్నిక లేదు కానీ దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు నీ ఊహించని తలంపలు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నారని ధైర్యం తెచ్చుకో అవిధ జీవితం ఏ విధంగా మారిందంటే తను ఆ యొక్క ఒక ఒక్క నిమిషంలో తను గొర్రెల కాపరిగా ఉన్నాడు వెంటనే ఆ గొర్రెలన్నిటిని అక్కడ వదిలేసి వచ్చినప్పుడు వెంటనే తను రాజుగా అభిషేకింపబడ్డాడు అంత గొప్ప తలంపులు దేవుడు నీ ఎడల కడిగి ఉన్నాడు మనం అనుకుంటా ఉంటాం నువ్వు ఈ స్థితిలోని ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉండవచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ చుట్టాలందరూ నిన్ను తక్కువగా చేసి చూస్తున్నారేమో నిన్ను ఎందుకు వీళ్ళ స్థితి ఇలానే ఉందని చూస్తున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుడు నీ ఎడల ఎంతో గొప్ప తలంపులు కలిగి ఉన్నారు ఆ తలంపులు ఎటువంటి అంటే ఆ యొక్క రాజు ఆ యొక్క ప్రవక్త దేవుడు ప్రవి పంపించిన ప్రవక్త దావీజ్ కోసం అక్కడ వెయిట్ చేసి అక్కడ కూర్చుండి దావీది వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా తను ప్రేరేపింపబడి నేనే తనను ఎన్నుకున్న రాజు అని చెప్పిన తర్వాత తనను అభిషేకించాడు అంత అంత గొప్ప తలంపులను అంత గొప్ప ప్రాముఖ్యత దేవుడు నీకు ఇస్తున్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో దేవుడిని నేను తెలుసుకున్నా కూడా దేవుడిని నేను కలిగి ఉన్నా కూడా ఈ లోకంలో దేవుడి మార్గంలో నేను నడుస్తున్నా కూడా ఏ ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నేను చేస్తున్నా కూడా దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో దావీదు వెళ్ళిన స్థితి ఎవరు ఎన్నికలేని ఎవరు తక్కువగా చూస్తున్న స్థితి గుండా నువ్వు వెళ్తూ ఉన్నావుడేమో కానీ కానీ దేవుడు అక్కడ హెచ్చించేది నీ ఇంటి వారు కాదు నీ యొక్క బంధువులు కాదు కానీ దేవుడు అక్కడ దావీదుని హెచ్చించారు వాళ్ళ తల్లిదండ్రులకే వాళ్ళ తండ్రికే ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు కానీ దేవుడు అతన్ని ఎంతో గొప్పగా హెచ్చించాడు అంత గొప్ప ప్రణాళిక అంత గొప్ప తలంపులు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు మనం చూసినట్లయితే ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచనం చూసినట్లయితే నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు సంగతులు నేను పెరుగుదును అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులే కానీ అవి మీకు హానికరమైనవి కావు నువ్వు ఈ జీవితాన్ని దుఃఖకరమైన బాధాకరమైన జీవితం కూడా నువ్వు వెళ్తున్నప్పుడు ఏంటి నా జీవితం నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కదా దేవుళ్ళ ఆత్మీయంగా బలపడుతున్నాను కదా ఇంకా నా జీవితం ఇలా ఉందేంటి అని నువ్వు బాధపడుతున్నావేమో దావీదు ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో గొప్ప ఎన్నిక కలిగిన వాడిగా గొప్ప తలంపులు తలంపులు కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడని విశ్వాసం కలిగి ధైర్యం తెచ్చుకొని సంతోషించి ఆయన వైపు చూడు మన దేవుడు ఒక్క రోజులో నీ స్థితిని మార్చగలడు ఒక్క రోజులో దావీదు యొక్క స్థితిని మార్చాడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంత గొప్ప తలంపులు ఎవ్వరు ఒక మనిషి గురించి ఆలోచించరు కానీ నీ దేవుడు నువ్వు ఏ దేవుణ్ణైతే సేవిస్తూ ఉన్నావో ఏ యొక్క ఆత్మీయత కలిగి ఉన్నావో ఎంత నమ్మకంగా విశ్వాసం కలిగి సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు అటువంటి గొప్ప తలంపులను దేవుడు నీడల కలిగి ఉన్నాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీడల గొప్ప తలంపులను కలిగి ఉన్నాడు మొట్టమొదటిగా నీ ఊహకు అందని గొప్ప తలంపులను దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు రెండవదిగా దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులకు మనము లోబడితే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులకు నువ్వు నిజంగా ఎంత కష్టమైన ప్రభా నేను నీ చిత్తమా ప్రభా నేను ఇలా ఉండడం నీ చిత్తమా అని నువ్వు లోబడగలిగితే ఆ లోబడే తత్వాన్ని చూచి దేవుడు నిన్ను తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు కానీ నిన్ను తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడు నేను ఇప్పుడు ఒక ఒక మిషనరీ గురించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాలని అనుకుంటూ ఉన్నానండి డాక్టర్ డాక్టర్ జాన్స్ కడ్రర్ అనే సోపియా అనే ఇద్దరు దంపతులకు అమెరికన్ వాళ్ళు భారతదేశానికి మిషనరీలుగా వచ్చిన ఇద్దరు దంపతులకు ఒక కుమార్తె జన్మించింది తానే ఐడియా స్కర్డర్ ఆ ఆమె కుమార్తె జన్మించినప్పుడు తను కొంచెం చదువు ఇక్కడ యొక్క భారతదేశంలో కొనసాగించిన తర్వాత తనని ఇంకా పెద్ద చదువులు చదివించడానికి తనను అమెరికా పంపి ఉన్నారు అమెరికా పంపినప్పుడు తన యొక్క ఆలోచనలు తన తలంపులు ఏ విధంగా ఉన్నా అంటే నేను ఎప్పుడు కూడా ఇంకా భారతదేశానికి వెళ్ళకూడదు నేను ఎప్పుడు ఎప్పుడు కూడా భారతదేశానికి వెళ్ళకూడదు నేను అమెరికాలో చదువుకుంటున్నాను ఇక్కడ ఏదో ఒక జాబ్ చేస్తూ ఇక్కడే మ్యారేజ్ చేసుకొని ఇక్కడే నేను ఉండిపోవాలి అని తలంపులు కలిగి ఉండి నాకు భారతదేశం అంటే ఇష్టం లేదు అక్కడంతా కరువుతో కూడి ఉంది అక్కడంతా ఎన్నో అవసరాలు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళను అనుకొని అటువంటి తలంపులు కలిగి ఉంది ఆ విధంగానే తను అమెరికాలో తన యొక్క చదువును కొనసాగిస్తూ ఉన్నప్పుడు అమెరికాలో తన యొక్క చదువును కొనసాగిస్తూ ఉండు ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ యొక్క తల్లిగారికి ఇండియాలో ఉన్న తల్లిగారికి అనారోగ్యం వల్ల వాళ్ళ తండ్రి తనని ఇండియాకి ఇండియాకి రమ్మనడం రమ్మనడం చూస్తూ ఉంటాం తను ఇండియాకి వచ్చినప్పుడు తను నేను ఒక డాక్టర్గా ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్ చూసుకోవాలి ఎంతోమందికి వైద్యం చేయాలి కాబట్టి నువ్వు నీ తల్లికి తోడుగా ఉండు కొన్ని రోజులు నువ్వు తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకొని చెప్పినప్పుడు సరే తను మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అమెరికా వెళ్ళి నేను అక్కడే మంచి జాబ్ చేస్తూ చదువుకొని మంచి జాబ్ చేస్తాను అనుకొని తల్లి కారు కోసము తను మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం జరుగుతుంది అక్కడ తను తన తల్లిదండ్రులతో ఉంటూ ఉండగా ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే వాళ్ళు మెడ్రాస్ ప్రాంతంలో త్రివేంద్రం అనే ప్రాంతంలో ఉంటూ ఉండే ఉండేవారు కాదు అండి ఆ విధంగా తను ఉంటూ ఉండగా ఒక రోజు రాత్రి వారి ఇంటి తలుపు ఎవరో కొట్టారు ఎవరు అని తెలిస్తే ఎవరు అని ఆ యొక్క తలుపు తీయగా ఆ యొక్క వ్యక్తులు వచ్చి డాక్టర్ కారండి మా యొక్క భార్య ప్రసవ వేదన పడుతూ ఉందండి మీరు వచ్చి వైద్యం చేస్తారా అని చెప్పినప్పుడు ఆయన వెంటనే అక్కడ ఎవరు డాక్టర్ లేరు కాబట్టి ఆ పరిస్థితులు తను వెంటనే అవన్నీ తీసుకొని తను వెళ్తూ ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మా యొక్క భారతదేశ సంప్రదాయం ఒప్పుకోదు ఒక పురుషుడు ఒక స్త్రీకి వైద్యం చేయకూడదు అని అక్కడున్న పెద్దలు నిరాకరించడం వల్ల అక్కడున్న పెద్దలు నిరాకరించడం వల్ల ఆ స్త్రీ కొన్ని నిమిషాలలోనే కొన్ని కొన్ని నిమిషాలలోనే చనిపోవడం జరుగుతుంది ఆ తరువాత అదే రోజు ఆ యొక్క తరువాత ఒక గంట తర్వాత వేరొక ప్రాంతానికి వేరొక దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక స్త్రీ బిడ్డలను జన్మించేటప్పుడు వేదనతో కలిగి మీరు మీరు మీరు ఒక పురుషుడిగా ఉన్నారు కాబట్టి స్త్రీకి వైద్యం చేయకూడదు మా భారతదేశ సంప్రదాయాలు ఒప్పుకోవు స్త్రీని ముట్టుకోకూడదు అని చెప్పినప్పుడు పరస్త్రీని మీరు ముట్టుకోకూడదు అని చెప్పినప్పుడు వెంటనే ఆ విధంగా ఒక్కరోజే ముగ్గురు స్త్రీలు చనిపోవడం చూశారండి చనిపోయిన తర్వాత ఆ బాధతో తండ్రి నేను వైద్యం చేయలేకపోయాని ఒక పురుషుడిని అయినందుకు ఆ స్త్రీకి నేను సహాయం చేయలేకపోయాని అని బాధతో వారింటికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళ యొక్క తల్లికి తను ఐడియాస్ గట్కర్కి తనకి చెప్తూ ఉన్నప్పుడు తను ఎంతో వేదన పడి ఆ రోజు వాళ్ళు ప్రార్థించి పడుకున్న తర్వాత తను ఇంకా ప్రార్థన చేయడం జరిగింది ప్రభా నేను ఏంటి ప్రభా ముగ్గురు స్త్రీలు ప్రసవ వేదనతో వైద్యం ఉంది కానీ ఆ యొక్క సంప్రదాయాలు అన్నీ అడ్డుపడి ఆ యొక్క వైద్యానికి నిరాకరించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని దేవుడు చెప్తున్నారు తనతో నీవు ఒక మహిళా డాక్టర్గా వచ్చి ఎక్కడ సేవ చేయని దేవుడు తన యొక్క తలంపును తనకు తెలియచేయనప్పుడు తెలియచేసినప్పుడు ప్రభువా నేను ఇప్పటి వరకు అనుకున్నాను అమెరికాలో జాబ్ చేసి అక్కడ ఉండిపోదామని కానీ నువ్వు నాయడలు ఇటువంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నావు కాబట్టి నేను ఇక్కడ డాక్టర్ కోర్స్ చేసి నేను తిరిగి వచ్చి ఇక్కడ నేను సేవ చేస్తాను ఇక్కడ ఒక డాక్టర్ మిషనరీగా మెడికల్ మిషనరీగా నేను ఉంటాను అని చెప్పి తను కొన్ని కొన్ని రోజుల తర్వాత అక్కడ న్యూయార్క్ అనే పట్టణానికి మెడిసిన్ చదవడానికి మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో ఆ సంవత్సరంలో తను మెడికల్ ఆ యొక్క మెడిసిన్ పూర్తి చేసి అమెరికా నుంచి ఇండియా రావడానికి తను సిద్ధమవుతుండగా అక్కడ మెలి అక్కడ యూనివర్సిటీ వాళ్ళు నువ్వు ఇండియా వెళ్ళి నువ్వు ఇండియా వెళ్ళి సేవ చేస్తానంటున్నావు కదా నువ్వు ఇప్పటి వరకు చదివింది యూనివర్సిటీలో ఎంతో మంచి మంచిగా చదువుకున్నావు ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉన్నావని నువ్వు ఇండియా వెళ్ళి ఒక మిషనరీగా సేవ చేస్తున్నావని ఆ అమెరికన్ ఆ యొక్క అమెరికాలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళే పదివేల డాలర్లు ఇచ్చి ఆమెను ఇండియాకి పంపించడం జరుగుతుంది ఆ ఇండియాకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తండ్రి యొక్క మరణం మరణిస్తారండి తండ్రి మరణించినప్పుడు కూడా నిరుత్సాహపడకుండా పంతొమ్మిది వందల సంవత్సరంలో తను ఇండియాకు వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత ఐదు వేల మందికి తను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల మందికి తను వైద్యం చేసి తను యొక్క తను దేవుడి చిత్తానికి లోబడింది కాబట్టి ఐదు వేల మందికి తను వైద్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను నేనొక్కదాన్నే కాదు కానీ ఇండియాలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక స్త్రీ కూడా ఒక మెడిసిన్ చదవాలని చెప్పి పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో తను ఏం చేసిందంటే ఇక్కడ ఇక్కడ స్త్రీలకు ఇండియాలో ఉన్న స్త్రీలకు నేను వైద్య వైద్య వైద్య వృత్తిని నేర్పించాలని నేను ఒక కాలేజీని పెడతాను ఆ కాలేజీలో ప్రతి ఒక్క యవ్వనస్తురాలు వచ్చి చదువుకోవాలని చెప్పినప్పుడు తను నేను కాలేజ్ పెడతానని ఒక అప్లికేషన్ ఫామ్కి అందరిని ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు ఎవరు జాయిన్ అవుతారమ్మా భారతదేశం నుంచి ఒక స్త్రీ వైద్యురాలుగా ఉండడానికి ఎవరు ఒప్పుకుంటారు ముగ్గురు స్త్రీలు వస్తే చాలు మూడు అడ్మిషన్లు వస్తే చాలు నీకు అని అందరు ఎగతాళి చేస్తున్నారు కానీ దేవుడి మహాకృప మొట్టమొదటి బ్యాచ్లోనే నూట యాభై ఒక్క మంది మంది యవ్వనస్తురాళ్ళు మా యొక్క మెడిసిన్ వృత్తిని చదవడానికి ఆ కాలేజీలో జాయిన్ అయ్యారంటండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఆ యొక్క కాలేజీని మహాత్మా గాంధీ గారు దర్శించి ఎంతో ఆశ్చర్యపోయారంట ఎంతో ఆశ్చర్యం ఒక్క స్త్రీ ఇటువంటి విధంగా మన దేశానికి వైద్యాన్ని అందిస్తుందా అని ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయారంట రెండు వేల మూడో సంవత్సరంలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ అనే ఒక పెద్ద కాలేజ్ వేలూరులో రెండు వేల ఎమర్జెన్సీ కేసులు వచ్చిన ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వగల పెద్ద పెద్ద పెద్ద హాస్పిటల్ని అక్కడ కట్టి అండి number one Christian medical mission medical college అని మనం చూస్తే ఇది వెల్లూరు మెడికల్ కాలేజ్ ఇలా కూడా టాప్ ఫైవ్లో ఉండే మెడికల్ కాలేజ్ ఏది అంటే ఇది వెల్లూరు మెడికల్ కాలేజ్ చూడే చూచారా అండి తన తలంపులు ఎప్పుడు కూడా ప్రభా నేను ఇండియా రాను కానీ నేను అమెరికాలో నుండి చదువుకుంటాను కానీ దేవుని తలంపులు చూచారా తన ఎడల తన దేవుడి తలంపులకు తను లోబడి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయి చనిపోయిన విషయాన్ని కూడా తరతరాలకు తనకు గొప్ప ఆశీర్వాదంకరంగా ఉందండి అంత గొప్ప ధన్యత ఉంటుందండి నువ్వు దేవుని తలంపులకు లోబడగలిగితే నీ యొక్క తను అమెరికాలో ఉంటే తను ఎంతో సౌకర్యంగా ఉండేది తన గురించి మనం ఇప్పటివరకు చెప్పుకోలేకపోయాం కానీ తను దేవుని తలంపులకు లోబడింది కాబట్టి ఎన్ని ఎన్ని అపాయాలు వచ్చినా తండ్రి మరణం వచ్చినా ఎగతాళి చేసినా కొంతమంది ఎవరు సపోర్ట్ చేయలేకపోయినా సహకరించకపోయినా దేవుడి కృప తోడుంది కాబట్టి దేవుడు దేవుడు తన తలంపులతో తన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి తరతరాలకు తను ఆశీర్వాదకరంగా ఉందండి ఎంత గొప్ప ధన్యత అండి నీ ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి ఆ తలంపులకు నువ్వు లోబడుతున్నావా ఆ తలంపులకు నువ్వు లోబడావా నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు అంత గొప్ప తలంపులు దేవుడు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నారు ఒక్క మూడు రో ఒక్క రోజులోనే ముగ్గురు మరణాలను చూసిన ఆ వ్యక్తి ఆ యొక్క ఐడాస్ కడ్డర్ అనే ఆ ఆ యొక్క స్త్రీ ఎంతో దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుడి తలంపులకు లోబడి ఇండియా వచ్చి మెడికల్ మిషనరీగా ఉండడం దేవుని తలంపులకు నువ్వు లోపడగలిగితే దేవుడు నిన్ను తరతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీ ఎడల కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి మొట్టమొదటిగా దేవుడు నీ నీ ఎడల కలిగి ఉన్న తలంపులు నీ ఊహకు అందనివి దేవుడు రెండవదిగా దేవుడు తలంపులకు నువ్వు లోబడగలిగితే నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు మూడవదిగా దేవుడి గొప్ప తలంపులను నువ్వు నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడాలి దేవుడు మన ఎడల ఎంతో గొప్ప తలంపులు కలిగి ఉన్నారు ఎంతో గొప్ప తలంపులు కలిగి ఉన్నారు కానీ నీ స్థితిని చూసి నీ పరిస్థితిని చూసి నువ్వు కృంగిపోక నా స్థితి నా పరిస్థితి నా సంతోషమైన నా బాధైన ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు ఆయన యొక్క గొప్ప తలంపులలో ఒక భాగము అని నువ్వు తెలుసుకొని ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు ప్రయాస పడగలిగితే నువ్వు ప్రయాస పడగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు మనం మోసే యొక్క జీవితాన్ని మనం చూసిన గమనించినట్లయితే నలభై సంవత్సరాలు ఫరో ఇంటిలో విలాసవంతమైన జీవితం ఒక రాణి యొక్క కుమారుడు నలభై సంవత్సరాలు అడవిలో పూర్తిగా భిన్నమైనది నలభై సంవత్సరాలు తను ఒక ఒక రాజుగారి ఇంటిలో ఒక కుమారుడిగా పెరిగాడు నలభై సంవత్సరాలు అడవిలో పెరిగాడు కానీ ఇది దేవుని చిత్తం అది దేవుని చిత్తం దేవుడు అక్కడ తీసుకెళ్లి తనని ఒక సహనాన్ని నేర్పించి ఒక సాత్వికాన్ని నేర్పించి ఎన్నో లక్షల మందికి నాయకుడిగా చేశాడు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు వెనకాడలేదు కానీ నలభై సంవత్సరాలు విలాస్ ఆ యొక్క రాజ భవనంలో నలభై సంవత్సరాలు అడవిలో కానీ తరువాత దేవుడు ఆయన్ని ఎంత విధంగా అంటే కొన్ని లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు నడిపించే నాయకుడిగా వెనుకున్నాడు అలాగే యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే పదిహేడు సంవత్సరాల వరకు దేవుడు తండ్రి దగ్గర పదిహేడు సంవత్సరాల వరకు ఆ తండ్రికి ఇష్టమైన కుమారుడు ఆ తండ్రి ఎంత ఎంతో తనని ప్రోత్సహించేవాడు తనకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు పదిహేడు సంవత్సరాల తరువాత పదమూడు సంవత్సరాల వరకు ఒక బానిస జీవితం ఒక జైలు జీవితం కానీ ఆ యొక్క దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు కానీ మోసే కానీ యోసేపు కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు కానీ ఆయన చిత్తము అని లోబడి ఎప్పుడైతే ఉన్నారో ఆ యొక్క యోసేపు జీవితం ఏ విధంగా మారింది అంటే ఓకే ఆ యొక్క పట్టణంలో రాజు తర్వాత గొప్ప వ్యక్తి వ్యక్తి ఎవరు అంటే యోసేపు అని చెప్పుకునే స్థితికి దేవుడు తనని హెచ్చించాడు చూచారా అండి మనము మనం అనుకుంటాం ఏంటి నా యొక్క జీవితం ఇంత భారంగా ఉంది దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఇలా ఉంది ఏంటి అనుకుంటామేమో దేవుడు నీ ఎలడ కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి బాధైన సంతోషమైన అది నా దేవుని తలంపుల్లో ఆ నా దేవుని గొప్ప ప్రణాళికలో ఒక భాగము అని నువ్వు ఆయన వైపు చూస్తూ నీ యొక్క బాధని కానీ నీ యొక్క సమస్యని కానీ ఆయన వైపు చూస్తూ దాటుతూ ఆయన వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని ఉన్నావా నిన్ను గొప్ప గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు కొంచెములో కొంచెములో నమ్మకంగా ఉండిన వాడిని నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు గొప్ప దేవుడు నీ ఎడల గొప్ప కార్యాన్ని దేవుడు చూస్తాడు నీ జీవితాన్ని చూసి ఎప్పుడు నువ్వు బాధపడొద్దు నువ్వు నేను దేవుడితో ఉన్నా కూడా ఎందుకు నాకు ఈ సమస్యలు అనుకుంటూ ఉన్నావేమో దేవుడితో ఉన్నా కూడా ఎందుకు నేను ఇంత ఘోరంగా విఫలమైపోతున్నాను నాకు ఏ ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావేమో ఒక్కటి గుర్తుపెట్టుకో ఆయన తలంపులు మన ఊహకు అందనివి ఆయన తలంపులు మన తరతరాలకు మనల్ని ఆశీర్వాదకరంగా చేసేవి కాబట్టి ఏ స్థితి అయినా ఏ ఆటంకమైన అనునిత్యము నువ్వు ఆయన వైపు చూడగలిగితే నా ఎడల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నారని ధైర్యం తెచ్చుకోగలిగితే నిన్ను దేవుడు తరతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు నీ కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు నీ కోసం తన సర్వస్వాన్ని నీ కోసం తన తన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు నిన్ను ఏ విధంగా వదిలేస్తాడమ్మా ఒక్కసారి ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూడగలిగితే ఆయన యొక్క తలంపులకు నువ్వు లోబడగలిగితే ఆయన చిత్తానికి నువ్వు లోబడగలిగితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు నీ యొక్క సాక్ష్యం ద్వారా నువ్వు ఎంతోమందికి ఒక ఆదరణగా ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు ధైర్యం తెచ్చుకో దేవుడు నీతో మాట్లాడితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఈ లోకమంతా తండ్రి మమ్మల్ని తక్కువగా చూసిన ఈ లోకమంతా ఎలా ఏ విధంగా అయితే దావీదును ప్రభ ఆ బలి అర్పించేటప్పుడు కూడా వాళ్ళ ఇంటిలో లేకుండా పరిశుద్ధాత్మదేవ ఒక గొర్రెల కాపరిగా ఉన్నారో కానీ నువ్వు తన ఎడల కలిగిన గొప్ప తలంపులు ఊహకు అందనివని మాకు చెలవిచ్చిన తండ్రి ప్రభ అటువంటి తలంపులు మా జీవితాల్లో కూడా కలిగి ఉన్నాని మేము ధైర్యం తెచ్చుకొని నీ వైపు చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీ తలంపులకు మేము లోబడితే తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటామని సెలవిచ్చిన తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రభ నీ తలంపులకు లోబడే ఆ యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి నిన్ను నమ్మే స్థితిని ప్రభ పరిపూర్ణంగా నిన్ను నమ్మే స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి సర్వ సర్వశక్తిమంతుడమైన దేవ ప్రభ నీ తలంపులు నీ యొక్క గొప్ప ప్రణాళికను మేము నెరవేర్చడానికి ప్రయాసపడే బిడ్డలుగా ప్రభ నీ కోసం ప్రయాసపడి నీ తలంపులు నీ చిత్తాన్ని నెరవేర్చి అనేక మందికి నీ యొక్క మార్గాన్ని మేము చూపించే బిడ్డలుగా ఉండడానికి ఎటువంటి స్థితి వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఆటంకం వచ్చినా నీ వైపు చూస్తే నీ యొక్క కృపలో మేము ఎదగడానికి నువ్వే మాకు సమస్తమని చెప్పి ప్రభ నీ యొక్క కృపలో మేము ఎదిగి తండ్రి నీ ద్వారానే మేము ఈ లోకానికి నీ యొక్క గొప్పతనాన్ని చూపించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నువ్వే తోడే ఉండి నడిపించి పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో వారందరిలో ధైర్యాన్ని నింపిన పరిశుద్ధాత్మదేవ నువ్వే కాచి కాపాడండి నీ ఎడల వారికున్న గొప్ప తలంపులు ప్రభ వారి ఎడల నెరవేర్చి వాళ్ళని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేసి తండ్రి నీతో అంటగట్టబడే జీవితాన్ని జయ చేయండి తండ్రి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపను అనుగ్రహించి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారితో మాట్లాడి ప్రభా నువ్వే ధైర్యపరిచినందుకు నీకు వందనాలు నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించినందుకు నీకు వందనాలు నువ్వే తోడేండి నడిపించగలరని నీ చిత్తమైతే మరొకసారి కూడుకొని నీ యొక్క మాటలను నేర్చుకోవడానికి ప్రభ నువ్వే సహాయం దయచేయగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడన ఏసు క్రీస్తు నామంన శుభములు విన్నారు కదా అంటే దేవుడు నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు ధైర్యం తెచ్చుకో సంతోషించు దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్